నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను బయట ఎక్కువ తిరగకు అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడుకు చిన్న చిన్న బట్టలు వేసుకుని బయటికి వెళ్ళకు అంటాడు అరే నీకేమైనా అవుతుందేమో అని ప్రతి సెకండ్ వాడు టెన్షన్ పడతాడే నిన్ను ఎవడైనా ఏమైనా చేస్తాడేమో నీకేమైనా అవుతుందేమో నువ్వు ఏడుస్తావేమో అని ప్రతి సెకండ్ వాడు టెన్షన్ పడతానే ఉంటాడు ఆ కేర్ అండ్ లవ్ని నువ్వు రెస్ట్రిక్షన్ అనుకుంటే నీ స్టూపిడిటీవే